Hi friends welcome to nine tech videos ఈ సెకండ్ రోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎయిటీన్త్ రోజు సెకండ్ షిఫ్ట్ వీడియో అయితే ఈరోజు మీకు ఫుల్ డీటెయిల్డ్గా మన సబ్స్క్రైబరు శివనాగ బ్రదరు అయితే చెప్పడం జరిగింది మన brother RRB NTPC psycho exam కూడా అటెండ్ అయ్యి మంచి రివ్యూ అయితే ఇచ్చారు ఈరోజు కాల్ చేసి అతని యొక్క మాటల్లో ఫుల్ డీటెయిల్డ్గా అయితే మనకి సమాధానాలు చెప్పడం జరిగింది ఆ యొక్క ఆడియో అనేది మీకు పెడతాను చివరి దాకా చూడండి ఫుల్ యూజ్ఫుల్ అయింది ఒక పెన్ను ఒక పేపరు మీరు ఖచ్చితంగా పెట్టుకోండి బ్రదర్ మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఓకేనా మన తెలుగు వాళ్ళకి మంచిగా ఉపయోగపడిద్దా నేను యొక్క వీడియో చేయడం జరుగుతుంది నెక్స్ట్ రాసే వాళ్ళకి కూడా ఉపయోగపడిద్దా అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని బాగా సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మంచి వీడియో చేయడానికి అవకాశం ఉండేది ఓకేనా మరి లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోతాము మీరు అన్ని క్వశ్చన్స్ కూడా నోట్ చేసుకోండి బాయ్ క్వశ్చన్లు కొద్దిగా టిపికల్ గా అంటే ఎలా అంటే two thousand twenty two March March లో okay election commission of India ఎవరు అని అడిగాడు ఓకే అంటే బేసిక్ గా నీకు అప్పుడు సుశీల్ చంద్ర ఉండేవాడు ఓకే ఓకే అది కొంచెం చాలా మంది రాజీవ్ కుమార్ పెడతారేమో ఓకే ఆ ఇచ్చాడు మళ్ళీ క్యాగ్ గురించి అడగలేదు క్యాగ్ గురించి అడగకుండా కంట్రోల్ జనరల్ అకౌంట్స్ కి చైర్మన్ ఎవరు అడిగాడు ఓకే అది ఇంకోటి ఉంటుంది అనమాట సిజిఏ అని క్యాక్ వేరు సిజిఏ వేరు అవునవునవును ఈ సిజిఏ కానీ అడిగాడు నాకు తెలియదు వదిలేశాను తర్వాత ఈ ఒక ట్రీ ఉంది అనమాట సీసం ట్రీ అర్జున్ ట్రీ కైజర్ ట్రీ ఓకే ఈ ట్రీస్ పర్టికులర్ గా ఏ ఫారెస్ట్ లో ఉంటాయి ఓకే ఓకే ట్రీస్ నేమ్ ఇచ్చి ఏ ఫారెస్ట్ లో పెరుగుతాయి అన్నట్టుగా అదొక అదొక బిట్ అడిగాడు ఓకే తర్వాత వచ్చేసరికి ఆర్టికల్ ట్వంటీ వన్ ఓకే అదే liberty and right to life okay అదొకటి అడిగాడు తర్వాత అంటే వాడు basic calcium sulphate plus calcium sulphate తో రెండు వాటర్ మాలిక్యూల్ కలిసి ఉంటే అది జిప్సం జిప్సం కాస్త మనం వేడి చేస్తే అది plastic plastic plaster of Paris అయింది ఆ క్వశ్చన్ వాడు ఎలా అడిగాడంటే కాలుష్యం సల్ఫేట్ అనేది కాలుష్యం సల్ఫేట్ లో నుంచి వాటర్ డిహైడ్రేట్ అయిపోతే ఏం ఫామ్ అయితే అని అడిగాడు okay plaster of Paris form అయితే అవునవును అది వాడు ఇలా అడిగాడు అనమాట వాడు డైరెక్ట్ సిహెచ్ సి అలా ఇస్తే వాడు కనుక్కుంటారని చెప్పేసి ఇలా అడిగాడు అదే అదే టూ హెచ్ టూ అని హాఫ్ హెచ్ టూ అయింది అది డిహైడ్రేట్ అయిపోయింది కదా అవును అవును సో అప్పుడు ఏం ఫామ్ అయింది అని అడిగాడు వాడు డైరెక్ట్ గా సిఎస్ఓ ఫోర్ ఇవ్వకుండా దానికి పర్టికులర్ గా కాలుష్యం సల్ఫేట్ అడిగాడు ఓకే ఓకే ఇంకా తర్వాత వచ్చేసరికి ఈ జిఎస్ అదే particular general science okay general మళ్ళీ కాస్టిక్ సోడా ఏ ఇండస్ట్రీ ఎక్కడ వాడరు పేపర్ ఇండస్ట్రీలో వాడరా సిమెంట్ ఇండస్ట్రీలో వాడరా సిమెంట్ అని కాదు ఇంకొకటి ఇచ్చాడు ఎగ్జాక్ట్ గుర్తులేదు నాకు తర్వాత ఈ నైట్రిక్ యాసిడ్ ఫామ్ చేస్తారు కదా దాంట్లో వాడరా అని చెప్పేసి నాలుగు ఆప్షన్ ఇచ్చాడు ఓకే ఓకే తర్వాత వచ్చేసరికి ఇంకా బాబర్ అంటే ఈ మొగల్స్ నుంచి పర్టికులర్ గా మొగల్స్ నుంచి ఓకే మొగల్స్ నుంచి ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఏంటి వాళ్ళు చేసిన first first architecture okay okay అయితే అది నేను ఫాతేపూర్ సిక్రీన్ పెట్టాను బేసిక్ గా అప్పుడు అక్బర్ కట్టిస్తారు కదా ఫస్ట్ ఫస్ట్ అవును అవును అవును అంటే అదే పెట్టాను ఇంకా నాకు వేరే అంత ఎలా లాంగ్వేజెస్ రెగ్యులేటింగ్ బిల్ అనేది క్వశ్చన్ ఇది direct question languages regulating act అనేది ఎప్పుడు తీసుకొచ్చారు లాంగ్వేజెస్ రెగ్యులేటింగ్ యాక్ట్ నేను నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అని పెట్టా అంటే కొద్దిగా దగ్గరగా ఉంది కదా అప్పుడు లింగ్విస్టిక్ మైనార్టీస్ గొడవ గొడవ కూడా అయింది కదా తల్లి అని చెప్పేసి అప్పుడు పెట్టాను నాకు nineteen seventy three nineteen fifty three అని గుర్తులేదు ఈ రెండు ఆల్ ఇంగ్లాండ్ టోర్నమెంట్ ఉండేది కదా టెన్నిస్ ఆల్ ఇండియా టోర్నమెంట్ అదే England England England tournament okay okay అది మామూలుగా అయితే పుల్లల గోపిచంద్ గెలుస్తాడు తర్వాత ప్రకాష్ పదుకునే గెలుస్తాడు ఓకే ఓకే ఆ తర్వాత లక్ష సేన్ మొన్న వెళ్ళాడని నాకు చదివినట్టు గుర్తుంది లక్ష సేన్ పెట్టాను మన పీవీ సింధు అని కొంతమంది అంటారు okay okay all England tournament England tournament silver medal గెలిచింది ఎవరు యాప్టిట్యూడ్ యాప్టిట్యూడ్ కి వస్తే రీజనింగ్ అయితే చెప్తున్నాను చూడు ఆ రీజనింగ్ పార్ట్ కి వచ్చేసరికి నువ్వు దాన్ని సెలెక్ట్ అనుకో ఇంకా okay easy coding coding decoding అయినా లేకపోతే నంబరు నంబర్స్ సిరీస్ అయినా లేకపోతే సిట్టింగ్ అయినా ఆ సీట్ సీటింగ్ రెండు క్వశ్చన్లు ఒకటి రైట్ ఒకటైతే మనం ముట్టుకోకపోవడం మంచిది ఓకే ఓకే ఓకే అంటే రెండిట్లో ఒకటి ఓకే ఇంకోటి కొంచెం టఫ్ టఫ్ ఓకే తర్వాత వచ్చేసరికి రెండు సీటింగ్ అరేంజ్ అలా రెండు సీటింగ్ అరేంజ్మెంట్ వచ్చింది ఓకే ఒక పజిల్ వచ్చింది తర్వాత వచ్చేసరికి డికోడింగ్ డికోడింగ్ మూడు వచ్చాయి ఓకే తర్వాత వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్ లో రెండు వచ్చాయి ఓకే వాల్యూమ్స్ అండ్ ఏరియాస్ లో రెండు తగిలాయి ఓకే తర్వాత వచ్చేసరికి టెక్నామీటర్ లో ఒక బిట్ తగిలింది ట్రిగ్నోమెట్రీ ఒక బిట్ ఓకే ఒక బిట్ తర్వాత వచ్చేసరికి నెంబర్ సిస్టమ్ మూడు బిట్లు ఓకే నెంబర్ సిస్టమ్ కానీ నెంబర్ సిస్టమ్ చేయలేవు మాత్రం సగం మాత్రం టికెట్ ఇచ్చాడు రెండు మూడు బిట్లలో నేను ఒక డౌట్ కి పెట్టాను ఒకటి పక్కన పెట్టాను ఒక పెట్టలేదు ఆల్జిబ్రా నుంచి ఇచ్చాడు ఆల్జిబ్రా నాకు తగల సింపుల్ గా అది ఏమని వాడు ఇచ్చింది ఏంటంటే A plus A minus B whole cube formula కొట్టాలి అక్కడ అది అది కాకుండా ఏ ప్లస్ కి గోల్ క్యూ ఫార్ములా వేసి మళ్ళీ ఏ ప్లస్ కి గోల్ క్యూ ఫార్ములా వేసి రెండింటిని కలిపి జత కొట్టి కొట్టాలి అక్కడ ఒకటి గడియారాలు అని వచ్చింది ఈ మినిట్స్ హ్యాండ్ పదమూడు డిగ్రీలు తిరిగింది హవర్స్ హ్యాండ్ ఎంత ఎన్ని డిగ్రీలు తిరిగింది ఓకే ఓకే ఏముంది హాఫ్ డిగ్రీ కదా హాఫ్ డిగ్రీ అంటే హాఫ్ డిగ్రీ అంటే mean six and half degrees అవును ఇంకొక క్వశ్చన్ అయితే తప్పు వచ్చింది ఆ క్వశ్చన్ ఏంటంటే ఎయిటీన్ మినిట్స్ ఎయిటీన్ మినిట్స్ తిరిగింది మన మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ ఎన్ని డిగ్రీస్ తిరిగింది ఓకే ఓకే మినిట్ హ్యాండ్ వల్ల ఎనిమిది నిమిషాలు తిరిగింది పద్దెనిమిది నిమిషాలు పద్దెనిమిది నిమిషాలు అవర్ ఎన్ని డిగ్రీలు తిరిగిందంటే తొమ్మిది డిగ్రీలు తిరిగింది ఓకే ఓకే ఆ బేసిక్ మరి అది ఆప్షన్ లో ఇవ్వకుండా వాడు ఎక్స్ వై జెడ్ ఏదో ఇచ్చాడు డబ్ల్యూ అని అది అది పక్క రామకృష్ణ అది మ్యాగ్నెట్ అనేది ఈ మ్యాగ్నెట్ ఈ కరెంట్ ఇండిస్ కరెంట్ అనేది ఒకటి ఆయిల్ లో ప్రొడ్యూస్ అవుతారు మ్యాగ్నెట్ దగ్గర వస్తా పోతా ఎస్ ఎడ్డీ కరెంట్ అంటారు ఆ ఎడ్డీ కరెంట్ ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ మనం ఎక్కువగా ఇండ్యూస్ చేయాలంటే కరెంట్ ని అంటే ఆ కాయిల్ ని దగ్గరికి తీసుకొని రావాలా దూరం తీసుకొని వెళ్ళాలా పొజిషన్ పొజిషన్ అడిగాడు ఎడ్డీ ఎక్కువ తయారు చేయాలంటే ఏ పొజిషన్ లో అంటే ఎక్కువ తయారైద్ది ఎగ్జాక్ట్లీ ఆ క్వశ్చన్ అడిగాడు నేను ఫాస్ట్ గా మూవ్ చేస్తా ఉండాలి కాయిల్ ని front back front back move చేస్తా ఉండాలి అని చెప్పి పెట్టాను జియో హైడ్రోలైట్ జియో హైడ్రోలైట్ ఓకే ఓకే దాని గురించి అడిగాడు క్వశ్చన్ నేను విన్నట్టున్నా కానీ నాకు పూర్తిగా ఐడియా లేదు విన్నా విన్నా ఆ పదం నేను ఏదో ఒకటి తేడా క్వశ్చన్ తర్వాత రెసిస్టివిటీ ఓకే రెసిస్టివిటీ రెసిస్టివిటీ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు రెసిస్టెన్స్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు ఏంటంటే రెసిస్టివిటీ గురించి ఏదో కొద్దిగా టెక్నికల్ గా అడిగాడు ఎందుకంటే రెసిస్టెన్స్ అనేది ఎల్ బై ఏ స్క్వేర్ కదా అది మీన్ ఏ కదా directly proportional to length by area length ఏరియాకి ఉండిద్ది ఉండిద్ది కదా అది క్యాన్సిల్ చేసుకోవాలంటే మనం రెసిస్టివిటీని తెచ్చుకుంటాం అవునవును మనకి ఆ ఈక్వేషన్ తెలిస్తే అక్కడ ఆ క్వశ్చన్ క్రాక్ చేయాలి ప్రాబ్లమాటిక్ ప్రాబ్లమాటిక్ కాదు అంటే లెంత్ ఇంక్రీజ్ చేసుకోవాలా డిక్రీజ్ చేసుకోవాలా ఏరియా డిక్రీజ్ చేసుకోవాలా ఇంక్రీజ్ చేసుకోవాలా థియరీ రెసిస్టెంట్ థియరీ బేస్ అయ్యింది ప్రాబ్లమ్స్ ఏమి ఇచ్చాడు ఫిజిక్స్ లో ఫిజిక్స్ లో ప్రాబ్లమ్స్ అనేది అసలు ఇవ్వలేదు కదా మీకైతే రాలా నాకైతే రాలేదు అది I mean second section lenses గురించి ఏమైనా ఇచ్చాడా ఆ లెన్సెస్ గురించి ఇచ్చాడు ఆ లెన్సెస్ లెన్సెస్ గురించి ఏమి ఇచ్చాడంటే ఇమేజ్ అనేది erect and magnified sorry diminished okay okay basic గా దేనికి ఉండిద్ది కాన్కేవ్ ఉండిద్దా కాన్వెక్స్ ఉండిద్దా దేనికి అడిగాడు అబ్సల్యూట్ గా నేను కాన్వెక్స్ ఉండిద్దని పెట్టాను ఓకే ఓకే అవును ఎరెక్ట్ అనే డిమినిషన్ అంటే అదే కదా అవును వర్చువల్ అవును కాన్కేవ్ అయితే నీకు డాక్టర్స్ వాడతారు కాబట్టి రియల్ ఇమేజ్ పెడితే అక్కడ అవును అందుకని చెప్పేసి నేను ఆ ఓరియంటేషన్ తో పెట్టాను అది ఓకే ఇంకా జస్ట్ రెన్సెన్స్ గురించి అడిగాడు ఇంకా నీకేమైనా ఐడియా ఉంటే చెప్పు అడిగాడు చెప్తాను ఓకే నాకేదన్నా ఐడియా అంటే ఇప్పుడు ఇప్పుడు ఇరవై ఇరవై ఇరవై క్వశ్చన్లు గురించి ఏమైనా అడిగాడా సైంటిస్ట్ గురించి అడగలేదు బ్రదర్ ఓకే అడిగాడు సారీ సారీ అడిగాడు బ్రదరు అడిగాడు మెండలీఫ్ మెండలీఫ్ మెండలీఫ్ వాడు అటామిక్ నెంబర్ మీద చేశాడా అటామిక్ అదే మాసెస్ మీద చేశాడా సంఖ్యల మీద చేశాడా అనేది అడిగాడు అటామిక్ మాసెస్ కదా అటామిక్ మాసెస్ పరమాణు భారాలు కెమిస్ట్రీ రియాక్షన్స్ గానీ లేదా కార్బన్ గురించి గానీ కెమిస్ట్రీ రియాక్షన్స్ అడిగాడు ఏమడిగాడు అంటే వాటర్ ని హైడ్రోజన్ కలిపి వాటర్ ని హైడ్రోజన్ కలిపితే హెచ్ టూ ఫామ్ అయింది కదా ఓకే ఇది ఏ type of reaction okay okay అయితే ఓకే కాంబినేషన్ రియాక్షన్ అది ఓకే ఓకే అవును కసాసిగా మారుతుంది అవును అవును ఇదే క్వశ్చన్ ఇదే క్వశ్చన్ నా ఫస్ట్ నాకు సెకండ్ బిట్ లో వచ్చింది ఏంటంటే A plus B is equal to సిగా మారుతుంది దీన్ని ఏ రియాక్షన్ అంటారు డైరెక్ట్ గా అడిగాడు అదే రెండు ఒకే ఒకే రియాక్షన్ ఒకే రియాక్షన్ రెండు ఒకే రియాక్షన్ అవును అవును రెండింటికి కాంబినేషన్ రియాక్షన్ అనేది ఆన్సర్ ఓకే ఇది ఎకానమీ నుంచి అవును వచ్చిందా ఎకానమీ నుంచి ఎకానమీ నుంచా పేదరికం కానీ ఆర్బీఐ గవర్నర్స్ కానీ లేదు లేదు రాలేదు ఈసారి మరి నాకు నాకు ఒక్క బిట్ అంటే ఒక్క బిట్ కూడా నా బిట్ గుర్తులేదు అంటే అదే ఈ పీపుల్ అదే లాంగ్వేజ్ అది మరి అది మరి అది ఎకానమీలో చేయొచ్చా పోటీ అనేది తీసుకుంటాడు మ్యాథ్స్ మ్యాథ్స్ అనేది మరి పాలిటిక్స్ కంటే మనకి అదే ఓకే ఆర్టికల్ ట్వంటీ వన్ గురించి అడిగాడు ఓకే ఇంకా రాజా రామ్మోహన్ రాయ్ ఓకే స్థాపించింది ఏంటి ఆర్య సమాజ బ్రహ్మ సమాజ బ్రహ్మ సమాజం లేదు ఆ సభ ఉంది ఏంటది ఆత్మీయ ఆత్మీయ సభ వీటిల్లో జస్ట్ కో ప్రైమ్స్ బిట్ కింది వాటిలో కో ప్రైమ్స్ కాంది ఏంటి కో ప్రైమ్స్ ఓకే పన్నెండు పద్దెనిమిది పన్నెండు పద్దెనిమిది పదిహేడు నూట డెబ్బై పదిహేను ఐదు ఓకే ఏడు ఏడు ముప్పై నాలుగు ఓకే ఓకే ఏడు ముప్పై నాలుగు ఆన్సర్ అవుతుంది ఓకే ఓకే ఇంకా అలాగా ఇంకా ట్రిగ్నోమెట్రీ ఏమైనా గుర్తుందా లేకపోతే ఇంకా ప్యూర్ మ్యాథ్స్ లో కొన్ని చాప్టర్స్ ఉన్నాయి కదా అసలు పాలినామియల్స్ పాలినామియల్స్ రెండు బిట్లు పడ్డాయి ఒక బిట్ ఏమో చాలా ఈజీ బిట్ ఎలా ఎలా ఎలా ఇచ్చాడంటే ఒక వైపు ఏమో X square plus six X plus nine is equal అని చెప్పేసి ఇంకొక సైడ్ ఏమో X minus two into X minus three okay okay ఇంకోటి ఏంటంటే నాకు క్రాక్ అవ్వలేదు బ్రదర్ అదేదో జస్ట్ ఇప్పుడు ఇచ్చాడు ఇంకోటి ఇచ్చాడు మళ్ళీ మర్చిపోయా దీని పేరేంది zero three one one two three four అని ఇచ్చేసి ఈ ట్రాంగిల్ యొక్క ఏరియా కనుక్కోండి ఈ వర్టిసెస్ ట్రాంగిల్ ఏరియా ఓకే అది జియోమెట్రీ బ్రదర్ అది అది ఇచ్చాడు ఓకే జామెట్రీ నుంచి అది వాడు బిందువులు ఇస్తాడు పాయింట్స్ అవును బిందువులు ఇచ్చాడు ఏరియా కనుక్కోమంటాడు దానికి టూ పాయింట్ ఫైవ్ వచ్చింది ఆన్సర్ నైన్ వచ్చింది అదే ఆ ఏరియా ఏరియాస్ వాళ్ళు డైరెక్ట్ గా బిల్ వచ్చేసింది అది పెద్ద లైట్లే అది మామూలులే అదే just phone phone phone phone తో స్పీకర్ అడిగినట్టున్నాడు వాళ్ళకు ఉన్నాయి ఎక్స్పై అదే twenty four percent of fifty percent of twelve hundred ఎంత ఇది ఒక క్వశ్చన్ అడిగాడు నెంబర్ సిస్టమ్ లో పర్సెంటేజ్ ఇస్తాడు జస్ట్ ఎక్స్పై అదే ఎక్స్ పర్సెంట్ ఆఫ్ అది మామూలే అది ఒకటి అడిగాడు తర్వాత వచ్చేసరికి అదే మన ఇది కదా జస్ట్ డాక్టర్స్ లాయర్స్ మేల్స్ అని చెప్పేసి అన్ని ఇచ్చి మేల్ డాక్టర్ ఎవరు లాయర్ కాదు ఓకే ఓకే అదే కొంచెం టైప్ లో ఇచ్చాడు ఎస్ ఎగ్జాక్ట్లీ రెండు ఎగ్జామ్ కానీ రీజనింగ్ లో మనకి బాక్సెస్ లాగా ఎలక్షన్ కమిషనర్ ఎవరు తెలుస్తుంది అంత ముందోడు ఎప్పుడు తెలుస్తుంది కానీ పర్టికులర్ మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు పెట్టుకోవాలి సింపుల్ అదే సింపుల్ అన్న కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కదా simple interest compound interest direct bit వెయ్యి రూపాయ వెయ్యి రూపాయలు కాస్త పదమూడు వందల ముప్పై ఒక- అదే పదమూడు one three three G one compound interest కింద అవుతుంది అవునవును ఎన్ని సంవత్సరాలకి అయితే పది పది పది ఇంట్రెస్ట్ చొప్పున ఓకే డైరెక్ట్ బిట్ మూడు సంవత్సరాలు ఇలా కూడా ఒక రెక్టాంగిల్ ఉంది కదా రెక్టాంగిల్ చుట్టూ తిరుగుతున్నాడు ఓకే ఆ రెక్టాంగిల్ యొక్క దాని పేరేంది సరఫ్ అదే చుట్టుకొలత చుట్టూ ఇచ్చాడు కాన్ఫరెన్స్ రెక్టాంగిల్ hmm. కూడా కాదు స్క్వైర్ అది దాని సైడ్ ఒకటి సైడ్ ఏందో ముప్పై ఎనిమిది సెంటీమీటర్లు వాడు ఆరు ఆరు కిలోమీటర్లు పర్ అవర్ స్పీడ్ మీద వెళ్తున్నాడు వాడు ఎంత ఎంత టైం పట్టింది వాళ్ళన్నా మనకి క్వశ్చన్ ఈజీగా ఉన్నా మనం పెట్టలేము అబ్బా ఎందుకంటే ఈజీగా ఉంటే ఖచ్చితంగా నువ్వు కాంతో తెలియాలి ఈ వైరస్ గానీ లేదా డిసీజెస్ గానీ విటమిన్స్ గానీ అడిగాడు ఏమని ఇస్తే డయాగ్రామ్ డైరెక్ట్ ఇచ్చాడు ఓకే డయాగ్రామ్ ఇచ్చాడు ఇచ్చి పార్ట్స్ రెండు పార్ట్స్ లొకేట్ చేయమన్నాడు ఓకే ఆ పార్ట్స్ నేను జస్ట్ ఏదేంటంటే ఒకటేమో యూరిన్ స్టోర్ అయ్యేది ఇంకోటేమో యూరిన్ అదే యూరిన్ తయారు చేసేది ఇంకోటేమో యూరిన్ స్టోర్ చేసుకునేది అడిగాడు ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ యూనిట్స్ కానీ డైరెక్ట్ వాల్యూస్ కానీ ఏమన్నా అడిగాడా డైరెక్ట్ వాల్యూస్ అసలు అడగలేదు బ్రదర్ నాకు ఓకే యూనిట్ ఫిజిక్స్ యూనిట్స్ కూడా అడగల కొంచెం మీడియం హార్డ్ అన్నమాట మీడియం కన్నా నేను చెప్తున్నాను కదా మీడియం అయితే కాదు ఎందుకంటే అదే అదే మీడియం హార్డ్ హార్డ్ లో మీడియం అది అది ఓకే ముప్పై మాత్రం ఖచ్చితంగా చేసి కొద్దిగా స్ట్రగుల్ అవ్వాలి ఒక నిమిషం పది సగంలో ఇరవై సెకండ్లు ఓకే ఇప్పుడు నువ్వెన్ని పెట్టావు నేను కరెక్ట్ గా ఎయిటీ సిక్స్ పెట్టాను ఎయిటీ సిక్స్ అందులో ఫోర్టీన్ రిస్క్ చేశాను పద్నాలుగు ఓకే ఓకే అది మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నాను అంటే ఎయిటీ ఫోర్ ఎయిటీ సిక్స్ లో పద్నాలుగు అనేది మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నాను ఓకే ఓకే అంటే సెవెంటీ టూ పెట్టాను అందులో నాకు సిక్స్టీ ఫైవ్ కాన్స్టెంట్ గా ఖచ్చితంగా అసలు డామ్ షూర్ అవుతుంది ఇంకా మిగతా చూసుకో ఓవరాల్ గా నీకు సిక్స్టీ ఫైవ్ కరెక్ట్ అని నమ్మకం నమ్మకం ఉంది అది మిగిలిన ఏదైనా ఏదైనా కానీ సిక్స్టీ ఫైవ్ ఓవరాల్ అది అదైతే పర్మిషన్ అయ్యో నా పర్మిషన్ నాదే ఉందిలే భలేవాడు hmm. ఎవడైనా వేరే వాడికి ఒక్కడికి ఓవే పడ్డా చాలు ఓకే అయితే ఎవరికి ఎవరు అల్టిమేట్ అది కావాలి మనకి అంతే మరి ఇప్పుడు మనం చేస్తున్నా కదా అంతేగా పడాలనేగా నేను అసలు నీ కోసం వెయిట్ చేశాను ఒక చిన్న క్లారిటీగా చెప్తాం అనుకున్నాను అనమాట కంటెంట్ లో నేను ఏం చెప్తాం అనుకున్నాను అంటే profit and loss okay number system okay తర్వాత వచ్చేసరికి వాల్యూమ్స్ ఏరియాస్ ఓకే తర్వాత వచ్చేసరికి సింపుల్ కాంపౌండ్ ఓకే తర్వాత వచ్చేసరికి నీకు దీని పేరు ఏంది సీటింగ్ అరేంజ్మెంట్ ఓకే ఈ ఐదు చేసుకుని వెళ్ళినా సరే ఇరవై మార్కులు చేతిలో ఉంటాయి ఓకే ఓకే పర్లేదు ఇది ఒక ఓవరాల్ గా అడుగుతున్న వాటిలో అయితే ట్వంటీ మార్క్స్ ఈ పర్టికులర్ ఈ ఐదు టాపిక్ నుంచి ఉన్నాయి మనం ప్రిపేర్ అయితే చాలు ఇంకా పర్సంటేజ్ అంటే నీకు అన్నిట్లో కలుస్తాయి కాబట్టి లైట్ ఓకే అయితే రేషియో ప్రమోషన్ నుంచి కూడా ఒక బిట్ పడలేదు ఓకే తర్వాత వచ్చేసరికి ఇంకా ఈ బోర్డ్స్ టీమ్స్ నుంచి కూడా ఏం పడలేదు ఓకే సరే నువ్వు మరి పెట్టు ఎవరికైనా ఒక్కడికైనా ఉపయోగపడ్డా అంతేగా మరి సరే పెడతాను